శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమునకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించదరు ఆలకించుదామా క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలవడానికి దేవుడిచ్చినటువంటి ఆ మహాకృపను బట్టి ఆయనకు శతకోటి వందనములు అనుదిన వాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ దేవాది దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటున్నారని తెలియచేస్తున్నారు మీలో కొంతమంది మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి సుశేష పఠనాన్ని మత్తై సువార్త ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదహారవ వచనం వరకు తీసుకుని ఉన్నాము ఆ వాక్యాలను ఆలకించుదాము బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి మత్తై సువార్త ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదహారవ వచనం వరకు పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారికై నా బయలుదేరెను అతడు రోజునకు ఒక దినారము చొప్పున ఇచ్చదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూసి మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు తగిన వేతనము ఇచ్చేదను అనెను వారు అట్లే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరును పనివారిని పంపెను రమారమి ఐదు గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచిన వారిని చూసి మీరు ఎలా రోజంతయు పని పాటులు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించను మమ్మెవ్వరూ కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చరి అంతటా యజమానుడు అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేటుకు వెళ్ళుడు అనెను సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలినిమ్ము అనెను అట్లే ఐదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా ఒక దీనారము లభించను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి కానీ వారు కూడా తలకొక దినారము పొందిరి వారు దానిని తీసుకొని యజమానునితో పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్టు చివర ఒక గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలీ చితివేమి అని గొణుగుచూ పలికిరి అంతటా యజమానుడు వానితో వానిలో ఒకరిని చూసి మిత్రమా నేను నీకు అన్యాయము చేయలేదు రోజునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకుని పొమ్ము నీకు ఇచ్చినంత కడబట్టి వానికి ఇచ్చుట నా ఇష్టము నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు ఎంచుటకు అధికారము నాకు లేదా లేక నా ఉదారత నీకు కంచగింపుగా ఉన్నదా అని పలికెను ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు కడపటివారు మొదటివారగుదురు అని యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని పరలోక రాజ్యంతో పోలుస్తూ పరలోక రాజ్యము ఏ విధముగా ఉన్నది అని ఈ ఉపమానాన్ని చెప్పాడు ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి ఆ యజమానుడు మనకు చూడడానికి వింతగా ఉంటాడు ఎందుకంటే అతను ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసిన వాడికి ఒకే దినారాన్ని ఇచ్చాడు అదే విధముగా చివర ఒక గంట పనిచేసినటువంటి వానికి కూడా ఒకే దినారం ఇచ్చాడు ఇదేమి న్యాయమండి అని మనం అడగవచ్చు అలాంటిదే ఆ పని చేసినటువంటి సేవకులు అడుగుతున్నారు మండు చెండలో పగలంతా మేము పనిచేశాము శ్రమించాము మాకు ఒక దినారాన్నే ఇచ్చారు ఒక గంట సేపు పనిచేసిన వారికి ఒకే దినారాన్ని ఇచ్చారు ఏమిటి అని ప్రశ్నించారు అయితే ఆ యజమానుడు ఏమి చెప్తాడంటే ఇది నా ధనము నా ఇష్టము నీకు నేను ఏ అన్యాయము చేయలేదు మన ఒప్పందం ఏమిటి ఒకరోజల్లా నువ్వు కష్టపడి నా తోటలో పనిచేస్తే నీకు ఒక దినారాన్ని ఇస్తాను ఒక దినారం అంటే దాదాపుగా నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు ఇది ఇస్తాను అది మన ఒప్పందం ఒప్పందం ప్రకారము ఏ అన్యాయము చేయకుండా నీ డబ్బు నీకు ఇస్తున్నాను నీ కష్టార్జితాన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో నా డబ్బుని నా ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకుంటాను ఏ నేను ఇంత ఉదార స్వభావంతో ఉండడం నీకు అంత ఇష్టం లేదా అని ప్రభువారు పలికినట్లుగా మనం చూస్తాము చూడండి ఆయన ఏమంటాడంటే నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికాను పదిహేను వచనంలో చూశాము ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకని ఈ యజమానుడు ఈ విధంగా చేశాడు అని మనం ఆలోచించినట్లయితే ఆ యజమానుని యొక్క దాతృత్వము లేదా ఆ యజమాని యొక్క ఉదార స్వభావము మనకి ఎక్కడ కనబడుతూ ఉన్నది ఎందుకంటే ఈనాడు మన సంఘాల్లో కూడా చూడండి ఒక వ్యక్తి రోజల్లా పనిచేస్తే రెండు వందలు వస్తాయో లేదా నూట యాభై రూపాయలు వస్తాయో ఆ వచ్చినటువంటి ఆ కూలితో ఆ కుటుంబ సభ్యులందరూ పోషించబడాలి కావలసిన ఉప్పు పప్పు బియ్యం కూరగాయలు అన్నీ కొనుక్కోవాలి అంటే ఆ కుటుంబానికి అది పూర్తిగా అవసరం ఒకరోజు కూలి అవసరం అదే విధముగా యేసు ప్రభు వారి కాలంలో కూడా ఒక కుటుంబం గడవాలి అంటే ఒక దినారము ముఖ్యము కనీసం ఒక దినారం కావాలి ఒక దినారం నుంచి నూట ముప్పై రూపాయలు దాదాపుగా అందులో నుండి వాడు కావాల్సినటువంటి గోధుమలు కానీ కూరగాయలు కానీ చపాతీలు కానీ ఏది కావాలంటే అది కొనుక్కొని అతను అతని కుటుంబ సభ్యులు ఒక రోజుని గడపగలరు అయితే ఇక్కడ యజమానుని యొక్క ఉదార స్వభావం ఏమిటంటే ఇదిగో నేను గనక ఈ వ్యక్తికి ఒకరోజు కూలి ఇవ్వకపోతే అతని కుటుంబం అంతా పస్తులుండాల్సి వస్తుంటుంది ఆకలితో అలమడించిపోతారేమో బాధపడతారేమో అని ముందుగానే వారి ఆకలిని గ్రహించి కుటుంబానికి సరిపోయినంత కూలిని ఆ యజమానుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాము అక్కడ ఆ యజమాని యొక్క ఉదార స్వభావాన్ని మనము చూడగలము ప్రియమైన సహోదరి సహోదరులారా మొదటగా వచ్చినటువంటి వారికి అదే దినారము చివరగా వచ్చినటువంటి వారికి అదే దినారము ఇదేమిటి న్యాయం అని అడుగుతారు పరిస్థితి ఎలా ఉన్నదంటే యేసు ప్రభు వారి కాలంలో ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు శాస్త్రులు వీరందరూ అనుకునేవారు మేము మొదటి వారము మేము అబ్రహాము సంతతి వారము మోష ధర్మశాస్త్రం మాకియబడింది మేము యూదులము మాకే రక్షణ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ మేమే ముందున్నటువంటి వారము మొదటి వారము మేము అని చెప్పుకుంటూ ఉండేవారు మేమే మొదటి వారం అని చెప్పేసి వారు పాపులను శుంకలను నీచమైన వారి అందరిని కూడా ప్రక్కన పెట్టేవారు పాపాత్ములతో వారు కలిసేవాళ్ళు కాదు ఎందుకంటే మేము ఎన్నుకొనబడినటువంటి వారము మొదటి వారం అని చెప్పేసి వారు వారితో కలిసేవారు కాదు కానీ యేసు ప్రభు వారు చూడండి అందరితో కలుస్తాడంట మనం చూసినట్లయితే మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచనములు ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుని ఉండరి అది చూసిన పరిచయులు మీ బోధకుడు ఇట్లు శుంకర్లతో పాపులతో కలిసి భుజించుచున్నాడు ఏమి అని ఆయన శిష్యులను ప్రశ్నించరు ప్రియా సహోదరి సహోదరులరా యేసు ప్రభు వారు పాపులతో శృంఖరులతో అక్కడ కూర్చుని భోజనం చేస్తుంటే ధర్మశాస్త్ర బోధకులు అంటారు యేసు ప్రభు వారి శిష్యులను చూసి ఏమయ్యా ఇది ఏమిటి మీ గురువు గారు ఈ విధంగా పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు మరి యేసు ప్రభు వారు అక్కడ అంటాడు ఆ వాక్యాలు చూడండి పన్నెండవ వచనం ఆ మాటలను ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అని ప్రభువారు చెప్తున్నాడు ఆయన ఈ లోకానికి వచ్చింది వ్యాధితో బాధపడే వారందరికీ పరమ వైద్యునిగా ఉండాలని మనుషులైన మనమందరము వ్యాధితో బాధపడుచున్నాము ఏ వ్యాధి అంటే పాపపు వ్యాధి పాపం అనే జబ్బు మనందరిలో ఉన్నదని మనం తెలుసుకోవాలి పాపం నుండి ఎవరు కూడా ఫ్రీగా లేరు అని తెలుసుకోవాలి ఉదాహరణగా చూసినట్లయితే రోమిలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము పదవ వచనంలో ఈ విధంగా ఉన్నది ఏలైనా రాయబడిన ప్రకారము నీతివంతుడు ఎవడునూ లేడు ఏ ఒక్కడునూ లేడు దేవుని వాక్యం చెబుతుంది ప్రియా సహోదరి సహోదరులారా మనలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు అని అదేవిధంగా నీతిమంతులుగా ఎవరు లేరు కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ మహిమను కోల్పోవచ్చున్నాం మనందరినీ పాపను రక్షించాలని వచ్చారు అయితే ఈ పరిచయులు శాస్త్రులు ఆ సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్ అనేది వాళ్ళకు ఉన్నది మేము నీతిమంతులమని చెప్పుకుంటున్నారు కానీ వారు పాపాత్మలను గ్రహించలేకపోయారు అందుకే వారు చెప్పినటువంటి ఒక ఉపమానంలో పాపి శుంఖరి మరియు ఈ యొక్క ప్యారసి ఒకడు పరిశ్రయుడు దేవాలయానికి వెళ్ళాలన్న ప్రార్థన చేసుకోవడానికి పాపి శంకరుడు మాత్రం ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాడు ఏమనంటే lord be merciful to me a sinner అంటే దేవానను కరుణించు నేను పాపిని అని చిన్న ప్రార్థన చేశాడు కానీ ఆ పరిచయుడు దేవుని దగ్గరకు వచ్చి శంకరి అయితే బయట నిలబడి దేవుని దగ్గరికి రావడానికి కూడా సాహసించక దూరముగా ఉండి నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు అన్నాడు ఈ పరిచయుడైతే దగ్గరికి వచ్చాడు ప్రభువా నీకు నేను రెండు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కలిగిన ప్రతిదాని నుండి దశం భాగం ఇస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పేసి ఆ సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్ అనే దాన్ని ప్రొక్లైమ్ చేస్తాడు అక్కడ అయితే ప్రభు చెప్తాడు ఇద్దరు ప్రార్థించడానికి వచ్చారు కదా సమాధానంతో వెళ్ళిన వాడు ఎవడు అంటే అదిగో ఆ చిన్న ప్రార్థన చేసినటువంటి ఆ పాపి సుంకరి ఎందుకంటే తను గ్రహించాడు నేను పాపిని ప్రభువా నాలో పాపం అనే జబ్బు ఉన్నది నన్ను కరుణించయా అని ఆయన చేశాడు కానీ ఈ సందర్భంలో ఇక్కడ వారు అది గ్రహించలేకపోయారు యేసు ప్రభు వారు వచ్చి ఈ పాపులతో శుంకరులతో ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాపులు సుంకర్లు ఈ ఉపమానంలో చెప్పబడినట్లుగా చివర పిలువబడినటువంటి వారు ఎన్నుకొనబడినటువంటి వారు కాదు పిలిచాడు యజమాని బయటికి వెళ్ళాడు మీరు కూడా వెళ్ళి నా పొలంలో పని చేయండి అన్నాడు అలా వచ్చినటువంటి ఈ పాపులు శుంకర్లు వీరు ఈ యొక్క పరలోక రాజ్యానికి అర్హులు అన్నట్టుగా ఆ సత్యాన్ని తెలియచేయడానికి యేసు ప్రభు వారు పరలోక రాజ్యము ఈ ఉపమానంతో పోలి చెప్పేసి ఉపమానాన్ని చెప్పారు ఉంటే ఆ ఉపమానంలో మొదట పిలువబడినటువంటి వారికి ఒకే దినారం ఇచ్చారు అంటే యూదుల్లో నమ్మినటువంటి వారికి పరలోక రాజ్యం ఒకటే అన్యులలో పాపులలో శుంకరులలో చీచా నీచమనబడినటువంటి వీళ్ళందరిలో ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో వారికి కూడా అదే పరలోక రాజ్యము వారికి కూడా అదే నిత్య నివాసము అదే ప్రభువారు చెప్తున్నటువంటి సత్యము మొదటివారు వారు మొదటి వారు అంటే మేము పిలువబడ్డాము మేము ఎన్నుకున్నటువంటి వారం అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటారు ఈనాడు మన సంఘాల్లో కూడా ఉంటారు కొంతమంది స్వామి నేను పుట్టు క్రైస్తవుని స్వామి అంటారు కానీ క్రైస్తవత్వమే వాళ్ళల్లో ఉండదు పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ ఆచార వ్యవహారాల్లో అతను చేసే పని పాటల్లో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపించలేడు ఆ క్రైస్తవత్వాన్ని చూపించలేడు పేరుకు మాత్రం పుట్టు క్రైస్తవుడిని ఎన్నుకొనబడినటువంటి వారు మొదటి వారం అంటారు అలాంటి వారు కడబడి వారు అవుతారు కనీసం ప్రభు నమ్ముకున్నటువంటి వారు అన్యులు దేవుని రాజ్యానికి మనకన్నా ముందుగా వెళ్తారని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరరా యేసు ప్రభు వారు ఇవ్వబోయే రక్షణ అందరికీ సర్వ మానవాళికి ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునే అనుగ్రహము అందరికీ ఉంటుంది ఈ పాపులైనా కానీ సుంకరులైన కానీ ఎవరైనా కానీ ఇదేమి ప్రణాళిక అండి ఇదేమి న్యాయం అండి మొదటి నుండి ప్రభు నమ్ముకున్నాం మొదటి నుండి మాకు అదే న్యాయము చివరిలో నమ్ముకున్న వీరికి అదే న్యాయమా అంటే అది దేవుని యొక్క ప్రణాళిక సర్వమానవాళి రక్షింపబడాలని ఏ మానవుడు నశించిపోవడం ప్రభువుకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొని పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అనేది యేసు ప్రభు వారి యొక్క కోరిక కనుక ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా యేసు ప్రభు ఇచ్చే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకో యేసు ప్రభు ఇచ్చే యొక్క గొప్ప రక్షణను నీ సొంతం చేసుకో ఎందుకంటే ఆయన నీకు నాకు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు నీవు పాపి అనుకుంటున్నావా నీవు ఘోరమైన పాపి అనుకుంటున్నావా ఇంకా నీలాంటి పాపాత్ముడు ఎవడు లేడనుకుంటున్నావా నిజముగా అలా అయితే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడని నమ్మకం ఉంచు పునీత పౌలు గారు చెప్తారు పాపాత్ములందరిలో నేను అధికమైనటువంటి వాడిని అధిక పాపాత్మని ఆ రేస్లో సిన్నర్స్ రేస్లో ఐఎమ్ ద ఫస్ట్ అని అంటాడు నేను మొదటగా ఉన్నటువంటి వాడిని పాపులందరిలో అంటాడు చూడు తను తనను తగ్గించుకొని తను ఎవరో గ్రహించగలిగాడు అదేవిధంగా మనము కూడా గ్రహించి నేను పాపిని ప్రభువ నీ రక్షణ నాకు కావాలి నేను కూడా ఈ లోకంలో మరణానంతరం నీ రాజ్యానికి రావాలి నీ రాజ్యానికి వారసుడిగా అవ్వాలనుకుంటున్నాను అని ఆశపడుతున్నావా అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ దేవుని బిడ్డలగుటకు ఆయన ఇచ్చాను దేవునికి స్తోత్రం లూయ ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఎవరివైనా నీవు మానవుడు అయ్యుండి యేసు ప్రభు వారు నీ హృదయంలో అంగీకరిస్తే విశ్వసిస్తే ఏమని విశ్వసించాలి నేను పాపిని నేను పాపాత్ముడిని నా పాపముల నిమిత్తమై నా ఏసయ్య శిలువలో మరణించాడు ప్రభువా నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన చేయగలిగి యేసు ప్రభువారు నీ కొరకు సిలువలో మరణించాడు అని నీవు గనక చెప్పగలిగితే నమ్మగలిగితే యేసునందు నీవు విశ్వాసం ఉంచినట్లే ఆ విశ్వాసాన్ని బట్టి నీవు దేవుని బిడ్డగా అవుతావు దేవుని బిడ్డగా అయితే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోగలము అయితే సమయం ఉండగానే ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటాము సమయం ఉండగానే ప్రభు దొరికే సమయంలోనే ఆయన మనం ఎదకాలంట అప్పుడు మనకి అంత సక్రమంగా ఉంటుంది చూడండి ఈనాటి మొదటి పట్టణం యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం నుండి చదువుకుందాము ప్రభు దొరుకునప్పుడే అతనిని సమీపించండి అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు అని దేవుని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు దొరికే సమయంలోనే మనం ఆయన వెతకాలి ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలని అందుకే మనం చెప్తాము ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము ఈ సమయం మళ్ళీ పోతే సమయం రాదేమో ఏమో రేపటి వరకు అని చెప్పేసి మనం మన కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేస్తే రేపటి వరకు మనం జీవిస్తామో లేదో తెలియదు ప్రభు యొక్క రాకడ మన పోకడ ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కనుక ప్రియ సహోదరి సహోదరుల మన గొంతులో ప్రాణం ఉండగానే ఏసైన కనుక మనం నమ్మి విశ్వసించి ఆయన వెతికినప్పుడు ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు నేను పాపిని ప్రభు అన్నప్పుడు ప్రభు మన ప్రతి పాపాన్ని తీసివేసి ఆయన బిడ్డగా చేసుకొని నీకు నాకు పొరలోక భాగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులు ఇంకా ఎనిమిది వచ్చిన కనుక చదివినట్లయితే నా ఆలోచనలు మీ ఆలోచనలు మంచివి కావు నా మార్గంలో మీ మార్గంలో వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు యశయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును దేవుని స్తోత్రం మానవుల యొక్క మన ఆలోచనలకు దేవుని యొక్క ఆయన ఆలోచనలకు మన ప్రణాళికలకు ఆయన ప్రణాళికలకు ఎంత తేడా ఉన్నదంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత వ్యత్యాసం కలదంట ప్రియా సహోదరి సహోదరులారా ఆయన ప్రణాళికలు ఏమిటి అర్థం కావు ఒక్కొక్కసారి ఆ ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క కృప మనకు ఉండాలి చూడండి ఒకసారి అర్థం కావు ఇదేమి న్యాయమండి పాపులకి సుంకరులకి పరలోక రాజ్యం ఇస్తానంటున్నారు యూదులకి రక్షింపడండి వారికి పరలోక రాజ్యం అంటే దేవుని చిత్తం దేవుని ప్రణాళిక సర్వమానవాళి రక్షణార్థమై చేయబడిన ప్రణాళిక అది ఇంకా దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవాలంటే మన ప్రణాళికను పక్కన పెట్టేసి మన ఆలోచన పక్కన పెట్టేసి మన మార్గాలను పక్కన పెట్టేసేసి ప్రభువా నీ మార్గం ఏమి చేయని మనం అడగగలగాలి అది ఈనాటి రెండవ పట్టణంలో చూస్తాము పునీత పౌలు గారు అపోస్తుల కార్యములు కనుక చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నుండి ఆరో వచనం వరకు చదివినట్లయితే అక్కడ వాక్యం ఏ విధంగా ఉంటుందంటే అపోస్తుడైన పౌలు కొంతమందిని క్రైస్తవులని ఆ దమస్కస్ పట్టణంలో ఉంటే వారిని చంపివేయాలని అధికార పత్రంతో వెళుతూ ఉంటాడు అప్పటికి ఎంతోమందిని చంపివేశాడు అప్పటి వరకు ఆ సౌలు అనుకుంటాడు నేను యోధా మతాన్ని బాగు చేస్తున్నాను యోధా మతానికి పట్టినండి ఆ భ్రష్టత్వాన్ని క్రైస్తవత్వాన్ని తీసివేస్తున్నాను క్రైస్తవులను చంపడం వల్ల దేవుడికి మేలు చేస్తున్నాను అనుకుంటూ ఆయన ఆలోచనలవి ఆయన మార్గాలవి ఆయన ప్రణాళికలవి ఎవరివి పునీత సౌలుగా ఉన్నప్పుడు సౌలువి అయితే వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు ఒక్కసారిగా అక్కడి నుంచి పడిపోతాడు చూడండి ఆ వాక్యాలని అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం ఉండి అపోస్తుల కార్యములు తొమ్మిది మూడు అతడు బయలుదేరి దమస్కస్ నగరమును సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడిపోగా సౌలు సౌలు నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరము అతనికి వినబడెను ప్రభు మీరు ఎవరు అని అతడు ప్రశ్నించను నీవు హింసించుచున్న యేసును నేనే నీవు లేచి నగరంలోనికి పొమ్ము అక్కడ నీవు ఏమి చేయవలనేది తెలుపబడను అని ఆ స్వరం పలికినది ప్రియా సహోదరి సహోదరుడు అప్పటి వరకు ఆయన ప్రణాళికలని ఆయన మార్గాలని ఆయన ఆలోచనలే అవలంబించాడు సౌలు గారు అయితే ఇప్పుడేమంటున్నాడంటే ప్రభువా నీ చిత్తం ఏమిటి what do you want me to do నువ్వు నన్ను ఏం చేయమంటావు అని తన యొక్క చిత్తాన్ని పూర్తిగా మార్చుకుని దేవుని యొక్క ప్రణాళికల్ని అవలంబించుకోవడం మొదలుపెట్టాడు ప్రియ సహోదరి సహోదరులారా మరి మన జీవితాల్లో ఎంతమంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాము ప్రభువా నీ చిత్తము నా జీవితంలో ఏంటి ప్రభువా పునీత ఫ్రాన్సిస్ అసిసి గారు ప్రతినిత్యము అడిగే ఒకే ఒక ప్రశ్న తను తాను అడుగుకుంటాడు ఆ ప్రశ్న ఏం ప్రశ్న అంటే lord what do you want me to do అంటే ప్రభువా నేనేం చేయాలి నీకోసం నువ్వేం చెప్తున్నావు ఏం చేయమంటావు నన్ను అని ప్రతినిత్యము ఆ ప్రశ్న అడుగుతూ ఉండేవాడంట మరి ఈనాడు మన సంఘాల్లో మనం అడుగుచున్నామా ఒక భర్త చెప్పగలడా ప్రభువా నేను మరి యొక్క సైతాను యొక్క చిక్కుల్లో పడిపోయి లోకాశుల్లో పడిపోయి ప్రభు తాగుడు జోదం అనే వాటికి అలవాటు పడిపోయి ప్రభు ఇంటికి వచ్చినప్పుడు నరకాన్ని సృష్టిస్తూ నా భార్యను కొడుతూ ఇంట్లో ప్రభు శాంతి సమాధానం లేకుండా ఆ శాంతి సమాధానం లేకపోవడానికి కారకుడిగా నేనే ఉంచు నా బిడ్డలను కూడా సరిగా చదివకుండా నా ఇష్టానుసారంగా జీవించున్నాను ప్రభు ఇప్పటి వరకు నా ఆలోచన చొప్పున నా యొక్క ఆ ప్రణాళికలు చెప్పు నేను జీవించాను ప్రభు ఇప్పటి నుండి నన్ను ఏమి చేయమంటావు ప్రభువా what do you want me to do for you అని మనం అడగగలమా అదేవిధంగా భార్య కూడా ప్రభువా ఎప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉన్నాను ప్రభువా ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ సమస్యలు ఇంకా రేకెత్తిస్తూ భర్త ఆఫీస్ నుండి లేదా ఉద్యోగం నుండి వచ్చినప్పుడు ప్రేమతో చూడకుండా ప్రభా ఇంటికి రాగానే అదని ఇదని అడుగుచు బాధ పెట్టి హింసించి నాకు అది కావాలి ఇది కావాలని పీడించి పిప్పి చేసి ఒక పిచాజులాగా పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అవన్నీ నా ఆలోచనలు నా ప్రణాళికలు చొప్పున ఇప్పటివరకు జీవించాను ప్రభువ మరి నీ చిత్తం ఏమిటి ప్రభువ what do you want me to do ఎలా ఉండమంటావు ప్రభువ అని మనం అడగలమా ఆ విధంగా ప్రతి ఒక్కరూ అడగగలిగితే దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు అప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఉండగలం దేవుడు బయలుపరిచే ఒకే ఒక సత్యం ప్రియ సహోదరి సహోదరులారా ఈ సందర్భంలో ఏమిటంటే రక్షణ అనేది మనందరికీ ఉన్నది ప్రభువారు వచ్చింది పాపుల కొరకు నీచుల కొరకు దౌర్భాగ్యుల కొరకు దుష్టుల కొరకు ఆయన యొక్క కనికరానికి హద్దు లేదు ఆయన యొక్క క్షమాపణకు హద్దు లేదు ఆయన యొక్క వాత్సల్యానికి హద్దు లేదు ఆయన యొక్క ఉదార స్వభావానికి ఆయన యొక్క దాతృత్వానికి హద్దులు లేవు అని ఈనాడు మనం తెలుసుకుంటున్నాము అవును ప్రియ సహోదరి సహోదరులరా ఎలాంటి హద్దులు లేనటువంటి ఉదార స్వభావాన్ని ప్రభువు చూపించాడు అదే ఉదార స్వభావాన్ని నీవు నేను కూడా చూపించాలని దేవుని వాక్యం చెబుతుంది మరి మన సహోదరి సహోదరులు తప్పు చేసినప్పుడు వారిని క్షమించడం వారి పట్ల దయ చూపడం జాలి చూపడం చేయించాలి అలా చూపించకపోతే మనలో క్రైస్తవత్వం అనేది తగ్గిపోతుందని తెలుసుకోవాలి ఏ విధంగా యేసు ప్రభు వారు ఈ యొక్క అభాగ్యుల పట్ల అనాథల పట్ల ఈ యొక్క సుంకర్ల పట్ల పాపుల పట్ల దయను కరుణను ఉదార స్వభావాన్ని కలిగి ఉన్నాడు మరి ఈనాడు మన సంఘాల్లో ఉన్న బలహీనుల మధ్య బలహీనులకు ఈ యొక్క తక్కువ చూపు చూడబడినటువంటి వారికి వారి పట్ల మనము అల్పులైనటువంటి వారి పట్ల మనము ఉదార స్వభావాన్ని కలిగి ఉండాలి ప్రేమను శాంతిని సమాధానాన్ని మనం వారికి చూపించాలి ఎందుకంటే ప్రభు యొక్క ఆ యొక్క ఉదార స్వభావానికి హద్దులు ఏమి లేవు కాబట్టి కనుక ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క ఉదార స్వభావాన్ని మనం కూడా అవలంబించుకుని మంచి క్రైస్త బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను ప్రేమాస్వరూపులైన మా ప్రభు మీకు వందనములు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రభు మా జీవితాల్లో కూడా మీ చిత్తం ఏమిటో అని అడిగి ప్రశ్నించి తెలుసుకొని ప్రభు మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీ బిడ్డలకు ఎదిగే భాగ్యాన్ని దాయించండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్ ఏలిన వారు మీతో ఉందరుగాక మీతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక ఆమెన్ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేర్చినందులకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేచున్నాము ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేటుకు మేమెంతో ఆనందించుచున్నాము ఈ కార్యక్రమను కొనసాగించటలో మీ ప్రార్థనలు సహాయ సహకారాలు మాకెంతో అవసరం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రాంను స్పాన్సర్ చేయగలరు ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జీ భాస్కర్ అనుదిన వాక్కు ఆస్యం చర్చ్ యాడవాని గరువు పాలకొల్లు పిన్ ఐదు మూడు నాలుగు రెండు ఆరు సున్నా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా సెల్ నంబర్స్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది రెండు నాలుగు రెండు ఐదు రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు మూడు ఏడు తొమ్మిది సున్నా ఒకటి మా email ID daily mass readings at Gmail dot com